hi friends welcome to my channel ఈ వీడియోలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో హోటల్ స్టైల్లో టేస్టీగా చాలా తొందరగా రెడీ అయిపోయే జీరా రైస్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఉడికించి పెట్టుకున్న అన్నం ఒక కప్పు జీలకర్ర ఒక్క స్పూన్ పచ్చిమిర్చి నాలుగు చీలికలు చేసుకున్నవి కరివేపాకు ఒక రెమ్మ నానబెట్టుకున్న జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ నెయ్యి తగినంత ఉప్పు రుచికి సరిపడా తయారు చేయ విధానం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా ఒక బాండీ పెట్టుకోవాలి బాండీ వేడయ్యాక రెండు స్పూన్ల నెయ్యి వేసి అది కూడా వేడయ్యాక ముందుగా నానపెట్టి సిద్ధం చేసుకున్న జీలకర్ర వేసి వేయించుకోవాలి అది వేగాక మామూలు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి తర్వాత దీనిలో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసి అది కూడా వేయించుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ ఇది కూడా వేగాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రైస్ వేసి అన్నీ బాగా కలిసేలా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఎందుకు అంటే జీలకర్ర పొడి వేస్తే మనకి రైస్ మంచి కలర్ వస్తుంది మనం దీనిలో జీలకర్రని నానబెట్టి కలుపుకున్నాం కదా అది ఎందుకు అంటే కనుక జీరా రైస్ మంచి టేస్ట్ రావడానికి నానబెట్టుకున్న జీలకర్ర వేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇది ఇంత టేస్ట్ రావడానికి అదే సీక్రెట్ జీలకర్ర అనేది నానపెట్టుకోవడం అస్సలు మిస్ చేయకండి చూశారు కదా ఎంతో చక్కగా మన జీరా రైస్ రెడీ అయిపోయింది మంచి కలర్తో చక్కటి సువాసనతో ఆహా అనిపించే అద్భుతమైన రుచితో జీరా రైస్ తయారైపోయింది ఇది డైజెషన్కి చాలా మంచిది వారంలో కనీసం ఒక్కసారైనా ఇది ప్రిపేర్ చేసి పెడితే ఇంట్లో అందరూ చాలా హెల్తీగా ఉంటారు పిల్లలకి ఇన్స్టెంట్గా ఏదైనా ఒక రైస్ ఐటెం పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా చిటికలో చేసి పెట్టేయచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో వంటకంతో మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ